Welcome to Nani Tech and Videos. Subscribe my YouTube channel and click on the bell icon. Hi friends welcome to Nani tech and videos leave no stone unturned leave no stone unturned అనగా to try every possible way to try every possible way అన్ని విధాలుగా ప్రయత్ని ప్రయత్నించటనే లీవ్ నో స్టోన్ అంటర్నడ్ అంటాం ఇది ఒక ఇడియం ఫ్రేజెస్ ఇది ఎలా వచ్చిందయ్యా అంటే పూర్వపు కాలంలో ట్రెజర్ని రాజులతో పాటు వారి యొక్క ట్రెజర్ని కూడా పాతిపెట్టేవాళ్ళు ఆ యొక్క సమాధుల మీద రాయిల్ని ఉంచటం వల్ల రాయిని తొలిస్తే కానీ ఒక బంగారం దొరికేది కాదు అప్పుడు వాళ్ళు అన్ని రాళ్ళు కనుక తొలిస్తేనే వాళ్ళకి బంగారం దొరికేది అప్పుడు మనం ఏదైనా అచీవ్మెంట్ చేయాలంటే అన్ని విధాలుగా మనం ప్రయత్నించాలన్నదే ఈ యొక్క ఇడియం పూర్తి యొక్క అర్థము ఎక్స్ప్లెనేషన్లోకి వెళ్తే when you try every possible way to achieve something నీవు దేన్నైనా సాధించాలి అనుకుంటే అన్ని విధాలుగా ప్రయత్నించాలి you are leaving no stone అంటున్నాడు నీవు అన్ని విధాలుగా ప్రయత్నిస్తేనే నీవు నీ యొక్క అచీవ్మెంట్ని నీవు సాధించగలవు మరి ఎగ్జాంపుల్ ఏంటి అంటే the student left no stone అంటున్నాడు to achieve ninety percentage marks in the final exam ఒక విద్యార్థి తన యొక్క ఫైనల్ ఎగ్జామ్లో తొంభై పర్సెంటేజ్ మార్కులను పొందటానికి అతడు అన్ని విధాలుగా అన్ని విధాలుగా కష్టపడ్డాడని మనం ఉదాహరణగా చెప్పుకోవచ్చు లీవ్ నో స్టోన్ అంటున్నాడు అనగా అన్ని విధాలుగా ప్రయత్నించుట ఓకే ఫ్రెండ్స్ నాని టెక్కిన వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ బాయ్